ప్రభుత్వైన యేసుక్రీస్తు వారి నమ్మలు అందరికీ వందనాలు దేవాతి దేవుడు మరొక దినాన్ని మనకి ఇచ్చాడు అందుని బట్టి దేవుని స్థుతిద్దాం ఈ ఉదయకాల ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రియులారా యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనము ఎనిమిదో వచనమును మనం ధ్యానించుకుందాం నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును ఎనిమిదవ వచనం ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరుడు అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్గళమైన దుష్టత్వమే ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ ఆ గురించి చెప్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి యాకోబు నాలుక ఎంతో భయంకరమైనదని చెప్తున్నాడు అక్కడ మరి మన జ్ఞానేంద్రియాల్లో నాలుక అనేది ఒక భాగం మనకి మామూలుగా చూస్తే అది ఎంతో రుచికరమైన ప్రతి దాన్ని కూడా రుచి చేయటానికి నాలుక మనకు ఉపయోగపడుతుంది అయితే ప్రియమైన దేవుని బిళ్ళరా ఆ నాలుక ద్వారా అనగా ఆ నాలుక ద్వారా మనకు మాట కలుగుతుంది కాబట్టి ఆ మాట వినేవారికి సక్రమంగా క్షమాభివృద్ధిగా మేలుకరంగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు మనమందరం కూడా కోరుకునేది అదే కానీ ఆ నాలుక ద్వారా శాపవచనాలు అనేది లేకపోతే ఎదుటివారిని దూషించడం ఎదువారిని ఎదుటివారిని బాధ పెట్టే మాటలని మాట్లాడినప్పుడు అది నిజంగా సిచ్చు పెట్టేది ఒక చిన్న అగ్ని అడవి మొత్తం తగలబెట్టినట్లు ఈ చిన్న నాలుకే మరి జీవితాలని నాశనం చేసేస్తుంది కనుక ప్రిలారా యువదే కాలంలో మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం మన నాలుకను భద్రం చేసుకోవాలి నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు తన శరీరాన్ని కాపాడుకుంటాడు తన ఆత్మను కూడా కాపాడుకుంటాడు కనుక ప్రియమైన దేవుని బిళ్ళారా భక్తుడైన పౌలు అంటాడు మనం కృతజ్ఞతావచనమే ఉచ్చరించగలి కానీ భూతులైనను పోకిరి మాటలైన సరస్వక్తులైనను మన నోటికి రాకూడదు అది మనకు తగదు కనుక ప్రియమైన దేవుని బిళ్ళరా మన మాట వెండి పండెంలో పెట్టబడిన బంగారు పండ్ల వంటిదిలాగా సమయోచితమైన మాట మాట్లాడాలి అప్పుడే మనకును ఎదుటివారికి క్షేమం కలుగుతుంది ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిళ్ళారా యాకోబు భక్తుడు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు గుర్రాల్ని కంట్రోల్ చేయాలంటే వాటికి కళ్ళిం పెట్టాలి అట్లాగే ఒక ఓడ పెద్దది చుక్కాని చేతే అది నడిపింపబడుతుంది చిన్నది ఓడ అడుగు భాగంలో అది ఉంటుంది లోహం చేతను చెక్క చేతను చేస్తారు మరి అది కంట్రోల్ చేస్తుంది అంత కాబట్టి ఈ నాలుక కూడా మన శరీర అవయవాన్ని అంతా కూడా కంట్రోల్ చేస్తుంది దీన్ని మంచిగా ఉంచుకుంటే మంచిగా నడిపింపబడుతుంది కొందరు వ్యర్థమైన మాటలు మాట్లాడటం వల్ల వారి జీవితాలు పాడు చేసుకున్నారు కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు ఆ మాట వ్యర్థమైనదైతే ప్రిలారా అది ఆత్మహత్యలకు కూడా దారితీస్తుంది కనుక మన మాటను మన నాలుకను భద్రం చేసుకుందాం దేవునికి యోగ్యమైన బిడ్డలుగా ఉందాం సమయోచితమైన మాటలు పలుకుదాం అందరికీ ఆశీర్వదకరంగా ఉందాం దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక అమెన్ గాడ్ బ్లెస్ యాల్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పర్లోకపు తండ్రి అవునయ్యా మీరు ఇచ్చిన జ్ఞానేంద్రియంలో నాలుక ఒక అవయవం ఈ నాలుకను మరి కంట్రోల్లో పెట్టుకోవాలి ఈ సర్వ శరీరానికి కూడా ప్రభా ఒక కంట్రోల్లో ఉంచుతుంది నాలుక అందరికీ క్షేమాభివృద్ధి కలిగిన మాటే మేము మాట్లాడటకు మా నాలుకను సాధు చేయుటకు కృప చూపించింది ప్రభా మీకే వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని ఇప్పటివరకు ఎంతగానో ప్రేమించారు ఈ దిన దీవులతో మమ్మల్ని నింపండి ప్రాణాలు రాకపోకల్లో మీ బిడ్డల డ్యూటీల్లో అన్ని విషయాలతో ఉండి క్షేమం దయచేయమని మీ సన్నిధి మాకు తోడుగుంచి మమ్మల్ని ఆశీర్వదించమని వాక్యం ద్వారా మా హృదయాలు సరిచేసి నిలబెట్టి బలపరచమని యేసు పరిశుద్ధనామ అడిగి పెట్టుకుని ప్రార్థించున్నాం తండ్రి నామేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవేణేశ్వ క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సవాసం ఎక్కడనూ సకల పరిశుద్ధులకు మీ అందరికీ ఎల్లప్పుడూ తోడే నడిపించిన గాక amen God bless you all వందనాలండి అందరికీ